అరే బాబాయ్ అమ్మాయిని లవ్ చేయడం అన్నది సగం కాలిన సిగరెట్ని హ్యాండిల్ చేయడం లాంటిది సగం కాలినా ఏం కాలేదని పైన పట్టేసుకుంటే ఖచ్చితంగా కాలేదు నీ పెదల పైన ఏంటి నీ పెదల పైన అమ్మో అమ్మో అమ్మో నిర్మలా చూసావటే అదిరా మ్యాటరు